ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ అండి ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ అండి నూతన సంవత్సరం సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి మీ ఆశీస్సులు మా కుటుంబానికి సినిమాలకు విద్యాలయాలకు ఆశీర్వాదములు కావలేను ఆశీర్వాదములు కావలేను అందరికీ మన నమస్కారం చేసి బాగా చేతులు పైకెత్తి నమస్కారం ఓకే థ్యాంక్ యూ అమ్మా thank you best of luck to everybody ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం ఈ భోగి అనే దానికి ఒక విశిష్టత ఉంది మీ అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పేది ఉంది కాబట్టి సంక్రాంతి మన ఏరియాలో కోడపందాలు తక్కువ అది ఆచారం అది తప్ప రైట్ అంటే అందరం చేస్తున్నాం మొదటి నుంచి కత్తులు కట్టకుండా కనీసం పోటీ అయినా పెడితే బాగుండు మన ఏరియాలో ఎడ్ల పనులు తక్కువ అది మన ఆచారం ఈ సైడు బట్ సంస్కృతిని మనం అప్పుడప్పుడు మర్చిపోతున్నాం మర్చిపోకుండా మన అమ్మ నాన్న తల్లిదండ్రులు చెప్పిన సంస్కృతిని మర్చిపోకుండా ఇలా పండగకు అందరూ ఆత్మీయులు స్నేహితులు కలిసి భోజనం చేస్తే మంచిది అని చెప్తారు పది మంది ఇంటికి రావాలి మన దగ్గర పనిచేసేవాళ్ళే కాకుండా అందరూ కలిసిమెలిసి వచ్చి ఆ పండగకు భోజనం చేస్తే బాగుంటుంది కుటుంబాలు కూడా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలు కూడా ఈ సంక్రాంతి పండుగ కలిసినప్పుడే శుభంగా ఉంటుంది ఇది best of luck thank you